हमको कितना हिंदी आता है हम उतना ही बात करेंगे क्या? అందరికీ నమస్కారం సుమా మ్యామ్ అయ్యో మ్యామ్ అంతా వద్దండి ప్లీజ్ గారు. लगा देंगे आगे अंदर బాయ్స్ ఫ్రమ్ కరీంనగర్ హే మనవాడు కరీంనగర్ నుంచా కరీంనగర్ కుర్రాడు. రివీల్ చేసేసాం సడన్ గా చిరంజీవి గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన సినిమా టైటిల్ రివీల్ చేసినట్టు हाथ लगा देंगे వారు వీరవుతారంటారు మీరు కొంచెం విజయ్ గారు లాగా తయారైనట్టున్నారు లాగాను గా ఉన్నాడు <laughs> పెద్ద ఉన్నాడు ఆయనన్న ఆయన పేరన్నా నాకు చాలా ఇష్టం because it has a mike in it home is Hyderabad నాకు Bombay office proud of you my boy tablet తెలుసు కదా మీకు Dolo Dolo <laughs> worst producer worst event organisation దిఖాయి విజయ్ దేవరకొండ ఆకే చలా గయా నేనేం చేస్తాను ఇంతమంది తీసుకొని పోయిన కొండ దిస్ కామెంట్ మనం టైసన్ ని అడిగి చేపించుకున్నది hmm. వరల్డ్ లో ఎవరు అడిగి చేపించుకోలేదు uh, మీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మస్తు మజా వచ్చింది అమ్మాయి అయిపోయింది <laughs>